అన్నవరం ఇది పక్కన అన్నవరం టౌన్లో ఆపోజిట్ బ్యాక్ సైడ్ పెద్ద నది ఉంది ఇది చాలా పెద్దది నది అన్నీ కూడా నదికి దగ్గరలో అన్నీ కూడా కొండలు ఉన్నాయి ఎక్కువగా చాలా పెద్ద కొండలు మంచు వల్ల క్లారిటీగా రావట్లేదు ఇంకా మంచు అలాగే ఉంది దగ్గరలో ఇక్కడ ఏదో చిన్న డ్యామ్ ఉంది చాలా పెద్దది నది కింద అంతా కూడా పెద్ద పెద్ద కొండల కింద ఉంది ఇది హైట్కి కింద చాలా ఖాళీ స్థలం ఉంది చాలా టౌన్లో ఉంది ప్రస్తుతం చాలా హైట్లో ఉన్నాము ఇప్పుడు అన్నవరం కొండపైన ఉన్నాను ఇదంతా కూడా కింద చాలా పెద్దది కిందకి వెళ్ళడానికి ఎక్కడ ప్రదేశం లేదు దారులు లేదు చూడండి చాలా అందంగా ఉంటుంది లొకేషన్ ఇన్ని కూడా తుప్పులు అన్నీ మొక్కలు ఈ కల్పించే ఇల్లులు కెమెరా అంత క్లారిటీగా రావట్లేదు ఎందుకని అంత మంచులో ఉంది ఇది కనిపించేవన్నీ కూడా కొండలు కాకపోతే అది అంతా మంచు వల్ల మస్తుగా కనబడుతుంది చాలా పెద్ద నది ఇదంతా నది ఇలా వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళి ఇలా రావాలి ఎలా వస్తే అన్నవరం పైకి వెళ్తుంది గుడి పైకి ఇప్పుడు ఇంకా కొద్దిగా హైట్లోకి వచ్చాను ఇందాక కింద స్టెప్లు ఉండే ఇప్పుడు మళ్ళీ పై ఇప్పుడు పై స్టెప్లో వచ్చాను అన్నీ చెట్లు అడ్డంగా ఉన్నాయి అది కూడా పైన ఇంకో స్టెప్ ఉంది రోడ్డు ఇదంతా కూడా మీరు పొద్దున చూసింది ఇది వీడియో దీని ముందు వీడియోలో ఉంటుంది ఈ పైకి ఇందాక వచ్చింది కదా పొద్దుట గుడి గోపురం ఇక్కడ అన్నీ కనిపిస్తాయి ఇప్పుడు అన్నవరం గుడి సెంటర్లో ఉన్న మెయిన్ గుడి సెంటర్లోకి వచ్చేసాము లోపల బంద్ చేసేది మా వాళ్ళే జీ మేళపాడు అందరు కూడా సౌదరిస్ లేడీస్ అందరూ వచ్చారు ఈరోజు వాళ్ళతో పాటు మా ఫ్రెండ్ నేను అందరూ వచ్చాము ఇది Батром. Ente gora pela lamora. Oke, okay, thanks for watching. Kita antara gora meru potret susun video